In our study through the Bible, we are now reached Paul's letter to Titus. మన బైబిల్ అధ్యయనంలో పౌలు తీతుకు రాసిన పత్రిక ఎద్దుకు మనం వచ్చాం Let's turn to Titus and chapter 1. తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయాన్ని చూద్దాం Here we read the third of Paul's letters to Christian workers. క్రైస్తవ పరిచారకులకు పౌలు రాసిన మూడో పత్రిక ఇది We saw 1 Timothy, 2 Timothy మనము మొదటి తిమోతి రెండో తిమోతి కూడా చూసాం and Titus. మరియు తీతు Titus was a Greek man. తీతు గ్రీకు దేశస్థుడు Timothy also was half Greek. Timothy కూడా సగం గ్రీకు వాడే And these were some of Paul's closest co-workers. పౌలుతో సన్నిహితంగా ఉండే సహపనివారు వీళ్ళు Luke, another close co-worker of Paul, was also a Greek. పౌలుతో సన్నిహితంగా ఉండే లూకా కూడా గ్రీకు వాడే Whereas Paul was a thorough Jew, a Pharisee of the Pharisees. కానీ పౌలైతే నిష్ట కలిగిన యూదుడు పరిచయులకు పరిచయుడు but he found his closest coworkers among people of other nations కానీ తనతో సన్నిహితంగా పనిచేసే సహపని వారిని వేరే దేశస్తుల్లో కనుగొన్నాడు he did not have this partiality towards his own countrymen కేవలం తన దేశస్తుల్నే తోటి పనివారుగా కలిగి ఉండాలనే పక్షపాతం పౌలుకు లేదు We find this type of partiality very often among people of all nations. సాధారణంగా అన్ని దేశస్తుల మధ్య కూడా మనం ఇటువంటి పక్షపాతమును చూస్తూ ఉంటాం Indians like to work with Indians భారతదేశస్తులు కేవలం భారతదేశస్తులతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు Chinese like to work with Chinese చైనీయులు కేవలం చైనీయులతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు Americans like to work with Americans America వాళ్ళు కేవలం అమెరికా వాళ్లతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు కొరియన్స్ విత్ కొరియన్స్ కొరియా దేశస్తులు కేవలం కొరియా దేశస్తులతోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు Malayalis like to work with Malayalis Malayalam మాట్లాడేవారు కేవలం మలయాళం మాట్లాడే వారితోనే పనిచేయాలనుకుంటూ ఉంటారు Tamilians like to work with Tamilians. తమిళం మాట్లాడేవారు కేవలం తమిళం మాట్లాడే వారితోనే పనిచేయాలనుకుంటారు If we have these type of prejudices in our mind, we'll never be able to completely fulfill God's will. ఇలాంటి విషయాలను మనం ముందే మనసులో పెట్టుకుని ఉన్నట్లయితే మనం దేవుని యొక్క పనిని ఎప్పుడు పూర్తిగా నెరవేర్చలేము We must be willing for God to unite us with anyone from any land as a co-worker. ఎవరితోనైన్ను మరియు ఈ భూమి మీద ఏ దేశస్థులతోనైన్ను మనం ప్రభు కోసం తోటి పనివారుగా ఉండటకు ఇష్టపడాలి పాల్ త్రీ క్లోజ్ నాట్ పౌలు యూదులు కాని ముగ్గురును సన్నిహితంగా ఉండే సహపనివారిగా కలిగి ఉన్నాడు దట్స్ ప్రాక్టీస్ అదెంతో ఆశ్చర్యకరం ఆయన ఏదైతే చేశాడో దాన్నే బోధించాడు This letter to Titus is letter the Titus is the church and its elders. Church and its తీతుకు రాసిన పత్రికలో మరలా మనం చూస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సంఘము మరియు సంఘం యొక్క పెద్దలు he in the first verse he uses an expression which is the truth which is according to godliness మొదటి వచనంలోనే ఈ మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు పౌలు భక్తికి ఆధారమగు సత్యము There are many truths in the world. Arithmetic truth like two plus two is four ఈ లోకంలో ఎన్నో సత్యాలున్నాయి లెక్కలకు సంబంధించిన సత్యము రెండు ప్లస్ రెండు ఈక్వల్ టు నాలుగు geographical truth like round sun భౌగోళిక వాస్తవములు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది మెనీ సైంటిఫిక్ ట్రూత్స్ అనేక శాస్త్రీయమైన సత్యములు but here is truth which is according to godliness కానీ ఇక్కడ ఉన్న సత్యం ఏమిటంటే భక్తికి ఆధారమగు సత్యము are the truth that leads to godliness లేక భక్తికి నడిపించే సత్యము We don't find the apostle Paul using the word godliness so much in his earlier letters. పౌలు తాను రాసిన మొదటి పత్రికల్లో భక్తి అనే మాటను ఎక్కువగా వాడినట్లుగా మనం చూడము Almost never. He uses many other expressions like being crucified with Christ, దాదాపుగా ఆయన వాడలేదు ఆయన ఈ మాటలను వాడుతూ వచ్చాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము carnal Christians and spiritual Christians. శరీరానుసారమైన క్రైస్తవులు ఆత్మానుసారమైన క్రైస్తవులు but in these letters to Timothy and Titus he uses godliness కానీ తిమోతికి మరియు తీతుకు రాసిన ఈ పత్రికల్లో భక్తి అనే మాటను రాస్తూ వచ్చాడు he realises as he approaches the end of his life తన జీవితం యొక్క చివరి భాగమునకు వచ్చేసరికి ఆయన ఈ విధంగా గుర్తెరిగాడు seeing the back backslidden condition of many churches అనేక సంఘములు దిగజారిపోవటం చూచి he realizes that godliness is the thing that he must emphasize. భక్తి అనే దాన్ని నేను నొక్కి చెప్పాలి అని తెలుసుకున్నాడు And so he says here, bond servant of God and apostle of Jesus Christ, కాబట్టి ఆయన ఇక్కడ చెప్తున్నాడు దేవుని దాసుడును మరియు యేసుక్రీస్తు యొక్క ఆతుడును for the faith of those whom God has chosen, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము and to reveal to them the knowledge of the truth which is according to godliness. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి బయలుపరచుటకు so that they can have this eternal life which God has promised. తద్వారా దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవమును వారు కలిగి ఉండినట్లు So, in when you look at the mature writing of a man of God towards the end of his life, కాబట్టి తన జీవితం యొక్క చివరి భాగంలో పరిపక్వత చెందిన ఈ దైవజనుడు రాస్తున్న మాటలను మనం గమనించినట్లయితే you find much more of the truth of God then what he wrote as young man even was whole hearted ఆయన పూర్ణ హృదయంతో వెంబడించేవాడైనా సరే ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు రాసిన వానికంటే ఆయన పరిపక్వత చెందిన తర్వాత రాస్తున్న మాటలు మనం చూసినట్లయితే so what is Paul write towards the end of his life కాబట్టి తన జీవితం యొక్క అంతములో పౌలు ఏమి రాస్తూ ఉన్నాడు it's very interesting story what he writes in the letters to Timothy and Titus కాబట్టి తిమోతికి మరియు తీతుకు రాసిన పత్రికల్లో ఆయన ఏమి రాశాడో అని చూడటం ఎంత ఆసక్తికరమైన అధ్యయనం speak one word about speaking in tongues భాషలతో మాట్లాడటం గురించి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు no he spoke in tongues more than others he said లేదు మీలో మరెవరికంటే కూడా ఎక్కువగా నేను భాషలతో మాట్లాడతాను అని ఆయన చెప్పాడు but he doesn't write about that కానీ దాని గురించి ఆయన రాయలేదు does he write anything about healing ఆయన స్వస్థత గురించి ఏమైనా వ్రాశాడా you think there were no sick people in all these churches in Timothy and Titus circles తిమోతి మరియు తీతు ఉన్న ప్రాంతాల్లో ఆ సంఘముల్లో రోగులు ఎవరైనా లేరని మీరు అనుకుంటున్నారా always there have been sick people in all churches అన్ని సంఘాల్లో కూడా అన్ని కాలాల్లో ఎప్పుడు రోగులు ఉంటూనే ఉంటారు sickness is a big problem రోగము లేక జబ్బు అనేది ఒక పెద్ద సమస్య not one word about it కానీ దాని గురించి ఒక్క మాటను కూడా పౌలు రాయలేదు does he write anything about prosperity అభివృద్ధి చెందటం గురించి ఆయన ఒక మాట అయినా రాశాడా you think there were no poor people in these church ఈ సంఘాల్లో పేదవాళ్ళు ఎవరు కూడా లేరని మీరు అనుకుంటున్నారా so many poor people but he's not writing about that అక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు కానీ వారి గురించి ఆయన ఏమీ రాయట్లేదు he's not been called to proclaim the truth of tongues or healing of prosperity స్వస్థత మరియు భాషలతో మాట్లాడటం లేక అభివృద్ధి చెందటం అనే సత్యమును గురించి చెప్పడానికి ఆయన పిలువబడలేదు ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము people who make much of the New Testament church pattern ఆ తర్వాత కొంతమంది ప్రజలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు నూతన నిబంధన యొక్క సంఘ క్రమము వన్ ఫోర్టీన్ మొదటి కొరింతి పద్నాలుగులో అది ఉంది దట్ ఈస్ దర్ అదే వారి వార్త that can also lead to occult అది కూడా ఒక మత ఛాందస గుంపుగా చేస్తుంది write one word about pattern to these people who are leaders of church సంఘ నాయకులుగా ఉన్న వీరికి ఆ క్రమం గురించి పౌలు ఒక్క మాట కూడా రాయలేదు సంఘములను ఏ విధంగా స్థాపించాలో పౌలు వారికి చెప్పాడు కానీ అది ఏ క్రమంలో ఉండాలో ఒక్క మాట కూడా పౌలు వారికి చెప్పలేదు he writes about the truth according to godliness భక్తికి ఆధారమగు సత్యమును గురించి రాస్తూ ఉన్నాడు If godliness is there, everything will fall into proper place. ఒక చోట భక్తి ఉన్నట్లయితే మిగిలినవన్నీ కూడా వాటి స్థానంలో అవి ఉంటాయి You see the apostle John towards the end of his life, what he wrote. అపోస్తులైన యోహాను తన జీవితం యొక్క చివరి భాగంలో ఆయన ఏం రాస్తున్నాడో చూడండి Not one word about tongues or healing or prosperity. స్వస్థత గురించి లేక భాషలతో మాట్లాడటం గురించి లేక అభివృద్ధి చెందటం గురించి ఒక్క మాట కూడా రాయలేదు We will see that when we come to those letters. ఆయన రాసిన పత్రికల యొద్దకు మనం వచ్చినప్పుడు ఆ విషయాలను మనం చూస్తాం But that's something very important for us to see. ఆ విషయాలను మనం చూడటం ఎంతో ప్రాముఖ్యమైనది And if you are a servant of God in these days, you will know that the truth you need to preach in the churches is truth that leads to godliness. ఈ దినాల్లో నీవు దైవ సేవకునిగా ఉన్నట్లయితే నీవు బోధించాల్సిన విషయం ఏమిటంటే భక్తికి ఆధారమగు సత్యమును గురించి and he says here in verse five I left you in Crete so that you can appoint elders in every city మీరు ప్రతి పట్టణంలో ఉన్న సంగములకు పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఐదో వచనము ఎక్కడైతే సంఘం ఉంటుందో అక్కడ సంఘ పెద్దలు ఉండాలి in nowhere in the test testament you find Paul appointing a pastor పౌలు ఒక సంఘమును స్థాపించి అక్కడ ఒక పాస్టర్ ను నియమించినట్లుగా కొత్త నిబంధనలు మనం ఎక్కడా కూడా చూడము no New Testament church had pastor ఏ క్రొత్త నిబంధన సంఘము కూడా ఒక పాస్టర్ ను కలిగి లేదు no group of churches had bishop ఎటువంటి సంఘముల సముదాయం కూడా ఒక బిషప్ ను కలిగి లేదు there no reverend so and so or right reverend so and so or most reverend so and so in the New Testament church క్రొత్త నిబంధన సంఘములు ఎక్కడా కూడా పలానా రెవరెండ్ అని కానీ పలానా రైట్ రెవరెండ్ అని కానీ పలానా మోస్ట్ రెవరెండ్ అని కానీ లేదు Paul, Paul was a brother. John was a brother. But there were elders who were to lead the church. పౌలు కూడా ఒక సహోదరుడే యోహాను కూడా ఒక సహోదరుడే కానీ వారు సంఘములను నడిపించుటకు నాయకులుగా ఉన్నారు పెద్దలుగా ఉన్నారు We may think that is a small thing. అదేదో చిన్న విషయంలే అని మనం అనుకోవచ్చు When scripture consistently uses that word, కానీ లేఖనాలు అదే మాటను మరలా మరలా ఉపయోగిస్తూ ఉంటే and that word is used in the last three letters that Paul wrote, మరియు పౌలు రాసిన చివరి మూడు పత్రికల్లో కూడా అదే మాటను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే అదెంతో ముఖ్యమైనదై ఉండాలి and it was not just one elder in every church they must be more than one మరియు ప్రతి సంఘంలో కూడా కేవలం ఒక పెద్దే కాదు ఒకరికంటే ఎక్కువ ఉండాలి because this is the new covenant way two people work together ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒక్కటిగా ఉండే కొత్త నిబంధనలో ఉన్నాం మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఉంటారో అక్కడ ప్రభు ఉంటాడు Old Testament there were all work alone పాత నిబంధనలో అందరూ కూడా ఒంటరిగానే పనిచేశారు elders appointed in every city వారు ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించారు and again there is of similar qualification as we read in 1 Timothy మరియు మొదటి తిమోతి మూడులో మనం ఏదైతే అర్హతలుగా చదువుకున్నామో అవే అర్హతలు మరలా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి above reproach that is the first thing always mentioned about elders వాటన్నింటిలో కూడా మొట్టమొదటిగా పెద్దల గురించి ప్రస్తావించిన విషయం ఏమిటంటే his testimony in that town must be good ఆ పట్టణములో అతని యొక్క సాక్ష్యము మంచిదై ఉండాలి that he's is any type of scandal concerning money or women or anything డబ్బు గురించి కానీ లేక స్త్రీల గురించి కానీ ఎటువంటి అపవాదునైనా అతడు కలిగి ఉన్నాడా అని చూడాలి and again number one area is his family life మరియు మొట్టమొదటి విషయం ఏమిటంటే తన యొక్క కుటుంబ జీవితం second time repeated in scripture లేఖనాల్లో రెండోసారి మరలా పునరావృతమైంది church leader must be husband of one wife ఒక సంఘ నాయకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి not one who divorced one wife and married another ఒక భార్యకు విడాకులు ఇచ్చి మరొక భార్యను పెళ్లి చేసుకోవటం కాదు అటువంటి వ్యక్తి మారు మనసు పొంది సంఘంలో ఒక సంఘ సభ్యుడిగా చేరవచ్చేమో కానీ ఆ సంఘానికి నాయకుడిగా ఉండకూడదు and not someone who married some who divorce వేరే వారికి విడాకులు ఇచ్చిన వారిని పెళ్లి చేసుకున్న వారు కాదు అటువంటి వ్యక్తి సంఘ సభ్యుడిగా ఉండొచ్చు ఒకవేళ అతడు దాని గురించి పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే కానీ అతడు నాయకుడుగా ఉండలేడు నో మేర హౌ గిఫ్ట్ అతనికి ఎంతటి వరమున్నా కూడా word is above all gift దేవుని యొక్క వాక్యం అన్ని వరముల కంటే కూడా హెచ్చైనది but over a period of time these standards been eroded by the devil in the church కొంత సమయం జరిగిన తర్వాత ఈ ప్రమాణాలు సైతాను చేత తగ్గించబడ్డాయి the west almost nobody follows it పశ్చిమ దేశాల్లో దాదాపుగా ఎవరు కూడా వీటిని అనుసరించరు slowly it will come to India కొంత సమయం తర్వాత నెమ్మదిగా భారతదేశంలో కూడా ఇవి వస్తూ ఉన్నాయి But this other condition of that your children must be believers, not accused of dissipation or rebellion is another thing which almost nobody follows. రెండవ షరత్ ఏమిటంటే నీ పిల్లలు దుర్వ్యాపార విషయము నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులుగా ఉండాలి దీన్ని కూడా దాదాపుగా ఎవరు పాటించరు they don't have to be whole hearted preachers any such thing వారేదో పూర్ణ హృదయంతో వెంబడించే బోధకులు లేక ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు దట్స్ మ్యాటర్ ఆఫ్ కాలింగ్ అది కేవలం పిలుపునకు సంబంధించింది దే మస్ట్ బి బిలీవర్స్ కానీ వారు విశ్వాసులై ఉండాలి not children who have reputation for being rebellious ఎదురు తిరిగే స్వభావం కలిగిన వారుగా సాక్ష్యం కలిగిన వారు కాదు దే మస్ట్ బి బిలీవర్స్ కానీ వారు విశ్వాసులై ఉండాలి why Because the elder overseer must be above all reproaches God's steward. ఎందుకనగా సంఘ పెద్ద లేక అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకు వలె నిందారహితుడై ఉండవలను తన ఇంటిలో పిల్లల్ని పెంచలేనట్లయితే సంఘంలో ఉన్న వారిని ఏ విధంగా ఆయన చూసుకుంటాడు physical father father he'll have rebellious children in the church ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉన్న శారీరక పిల్లలను కలిగిన వాడు ఆత్మీయంగా కూడా ఎదురు తిరిగే వారిని సంఘంలో కలిగి ఉంటాడు ఇంకొక విషయం సంఘ పెద్ద గురించి ఏం చెప్పబడింది అంటే ఏడో వచనంలో ముక్కోపి అయి ఉండకూడదు అంటే అతడు నిగ్రహాన్ని కలిగి ఉండాలి చిరాకు పడి విసుగు పడి కోపాడకూడదు ఎవరైతే తన భార్య మీద కోపడి అరుస్తూ ఉంటారో వారు సంఘ పెద్దగా అనర్హులు కెన్ రిపెంట్ బి అతడు ఆ విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది సంఘంలో సభ్యుడిగా ఉండవచ్చు నాట్ ఎన్ కానీ ఒక సంఘ పెద్దగా కాదు తన కోపం మీద విజయం కోసం అతడు చూస్తూ ఉండాలి తన తోటి పనివారి మీద కోపడుతూ ఉండే వ్యక్తి అతడు ఎంతటి గొప్ప వరాన్ని కలిగి ఉన్నా కూడా సంఘంలో పెద్దగా ఉండేటకు అతడు అనర్హుడు not addicted to wine and strong drink మద్యపానానికి బానిస ఉండకూడదు and not one who loves to make money fond of sordid gain దుర్లాభమును అపేక్షించవాడుగా ఉండకూడదు నువ్వు ఒక సంఘానికి పెద్దగా ఉండి ఆ సంఘమునకు నిధులు వస్తూ ఉన్నట్లయితే అదెంతో గొప్ప శోధనగా ఉంటుంది నువ్వు ధనాన్ని ప్రేమించటం ప్రారంభిస్తావు మరియు లాక్కోటానికి ఎంతో త్వరపడుతుంటావు ఒకవేళ నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నీవు సంఘ పెద్దగా ఉండటకు అనర్హుడవు హౌస్ పీపుల్ అతడు ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి తన ఇంటిని దేవుని యొక్క ప్రజల కోసం ఎల్లప్పుడూ తెరిచేవాడిగా ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ నిగ్రహం కలిగి ఉండాలి and one who knows the word of God so that he can teach and expose false doctrine మరియు దేవుని యొక్క వాక్యమును తెలిసినవాడై దాన్ని బోధిస్తూ మరియు తప్పుడు సిద్ధాంతాన్ని బహిర్గతం చేసేవాడిగా ఉండాలి why because even in those days there so many empty talkers deceiving people ఎందుకంటే ఆ రోజుల్లో కూడా వృద్ధాశ్రయం కలవారు వట్టి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మోసపరిచేవారు ఉన్నారు and there are many people like that go wrong teaching verse 11 in order to make money ఆ విధంగా దుర్లాభం కోసం ఆశించి ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తున్న వారు అనేకులు ఉన్నారు పదకొండవ వచనంలో చెప్పబడింది ఈనాడు కూడా అటువంటి బోధకులు అనేక మంది ఉన్నారు వందల వేల కొలది మంది బోధకులు ఆ విధంగా ప్రజల యొద్ నుండి డబ్బును దోచుకుంటూ ఉన్నారు ఒక సంఘ పెద్ద అటువంటి వారి నోళ్లను మూయించాలి అని ఇక్కడ పౌల్ చెప్తూ ఉన్నాడు They must బోధించుటకు వారిని అనుమతించకూడదు అయినా కూడా ఈనాడు క్రైస్తవత్వంలో ఇలాంటి బోధకులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు పన్నెండవ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు profit of their own some religious leader there of some other religion Paul చెప్తూ ఉన్నాడు ఇక్కడ పేతీయుల్లో వారి సొంత ప్రవక్త బహుశా వారి మత నాయకుడై ఉండవచ్చు వారి యొక్క సొంత మతానికి సంబంధించిన వాడై ఉండొచ్చు అతడు చెప్పాడు క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరిపోతులను తిండిపోతులను ఉన్నారు ఆయన చెప్తూ ఉన్నాడు ఈ సార్ నిజమే మీరు క్రేతులో నివసిస్తున్నారు కాబట్టి and all the people in Crete are liars, evil beasts, and lazy gluttons. క్రేతీయులందరూ కూడా అబద్ధికులు దుష్ట మృగములు సోమరిపోతులు తిండిపోతులై ఉన్నారు Reprove them కాబట్టి వారిని గద్దించండి so they can be sound in the faith. కాబట్టి వారు విశ్వాస విషయంలో స్వస్థులగు నిమిత్తము Now, you know, it is true that certain races have got certain characteristics. కొన్ని రకాల జాతుల వారు కొన్ని రకాల లక్షణాలు కలిగి ఉంటారు అది నిజమే Some people are by nature more hardworking. కొంతమంది స్వాభావికంగా ఎంతో కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు సమ్ పీపుల్ ఆర్ లేజీ కొంతమంది సోమరిపోతులుగా ఉంటారు గుడ్ ఫుడ్ క్రేతీయులు సోమరిపోతులు మాత్రమే కాదు వారు తిండిపోతులుగా కూడా ఉన్నారు they had a tendency to tell lies మరియు వారు అబద్దాలు చెప్పే గుణాన్ని కూడా కలిగి ఉన్నారు బట్ క్రీటన్ ఇస్ రియలీ కానీ ఒక క్రేతీయుడు నిజముగా తిరిగి జన్మించినట్లయితే filled with the Holy Spirit, మరియు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే he won't be a liar, అతడు ఒక అబద్ధికుడిగా ఉండడు won't be evil, అతడు ఒక దుష్టుడిగా ఉండడు he will not act like a beast, అతడు మృగములాగా ప్రవర్తించడు he will not be lazy, అతడు సోమరిపోతుగా ఉండడు he will not be a glutton. మరియు తిండిపోతుగా కూడా ఉండడు So we must not have a prejudice against people of some community and say they are always like that. కాబట్టి ఏదో ఒక జాతి వారిని గురించి మనము ముందే మనసులో ఒక విధంగా ఆలోచించుకొని వారు ఎప్పుడు ఏ విధంగానే ఉంటారు అని చెప్పకూడదు yeah they unbelievers in that group maybe like that బహుశా ఆ జాతిలోని అవిశ్వాసులు ఆ విధంగా ఉండవచ్చేమో but if person is born again కానీ ఒక వ్యక్తి నిజంగా నూతనముగా జన్మించినట్లయితే we must not look at that person as one who belongs to that group ఆ జాతికి సంబంధించిన వ్యక్తిగా మనము ఆ వ్యక్తిని చూడకూడదు if he is really born again the Bible says he is a new person is a new creation అతడు నిజంగా నూతనముగా జన్మించిన చూసినట్లయితే అతడు ఒక నూతన వ్యక్తి ఒక నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది so here Paul is speaking about the unconverted creature కాబట్టి పౌలు ఇక్కడ మారు మనసు పొందని క్రేతీయుల గురించి చెప్తూ ఉన్నాడు and then he speaks in chapter two ఆ తర్వాత ఆయన రెండో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు again speak about the things which are fitting for sound or healthy or hygienic doctrine నీవు హితబోధకు లేక ఆరోగ్యం గల బోధకు అనుకూలమైన సంగతులను బోధించము so here is a doctrine according to godliness భక్తికి ఆధారమగు సత్య విషయమైన సిద్ధాంతము ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో చెప్పబడింది talking about doctrine which is hygienic ఇక్కడ ఆరోగ్యకరమైన సిద్ధాంతం గురించి చెప్తున్నాడు hygienic is a medical word ఆరోగ్యకరంగా ఉండట లేక పరిశుభ్రముగా ఉండట అనేది వైద్య శాస్త్రానికి సంబంధించిన మాట in hospital can be have high standard of hygiene or poor standard of hygiene ఒక ఆసుపత్రి ఎక్కువ పరిశుభ్రంగా ఉండొచ్చు లేక తక్కువగా పరిశుభ్రంగా ఉండవచ్చు if operating theatre has got a poor standard of hygiene many people will die there ఒకవేళ ఆపరేషన్ థియేటర్ అనేది తక్కువ ప్రమాణాలు కలిగిన పరిశుభ్రతను కలిగి ఉన్నట్లయితే అనేక మంది అందులో చనిపోతారు and if it's got a good standard of hygiene ఒకవేళ పరిశుభ్రతలో మంచి ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే కెన్ బి సేవ్డ్ ప్రజల జీవితాలు కాపాడబడతాయి హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పరిశుభ్రత లేక ఆరోగ్యకరము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది these doctors who operate scrub the hands with soap and all for quite a few minutes not just one or two minutes అందుకే ఆపరేషన్ చేయబోతున్న డాక్టర్లు సబ్బుతో వారి చేతులను ఎంతో సేపు కడుక్కుంటారు కేవలం ఒకటి రెండు నిమిషాలు కాదు ఎన్నో నిమిషాలు కడుక్కుంటారు at the end of that they wear gloves which are sterilise ఆ తర్వాత వారు క్రిమిరహితమైన గ్లౌస్ వేసుకుంటారు and all the instruments they use are all sterilise steam మరియు ఆ తర్వాత వారు ఆవిర్లో వేసిన క్రిమిరహితమైన పరికరాలను వాడతారు డీలింగ్ విత్ హ్యూమన్ లైఫ్ మరియు వారు మానవుల యొక్క ప్రాణములతో పనిచేస్తూ ఉన్నారు ఎటువంటి క్రిమి కూడా ఉండకూడదు How much more when we are dealing with a human with human souls in the church? కాబట్టి సంఘములో మానవుల యొక్క ఆత్మలతో మనం పనిచేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి That we make sure our heart is clean. కాబట్టి మన హృదయాలు కూడా పరిశుద్ధంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి So, what are the things concerning hygienic doctrine? కాబట్టి ఈ ఆరోగ్యకరమైన సిద్ధాంతంలో ఏమేమి ఉంటాయి Older men must be dignified, sensible, sound in the faith. వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములు సహనములందు లోపం లేని వారినై ఉండాలి మళ్ళీ ఇక్కడ చెప్పబడింది విశ్వాసము ప్రేమ older women must also be reverent and not gossips వృద్ధ స్త్రీలు భయభక్తులు గలవారై ఉండాలి మరియు కొండెములు చెప్పేవారిగా ఉండకూడదు word gossip is very similar to word in the Greek కొండెము అనే మాటకు గ్రీక్ లో అపవాది అనే అర్థం ఉంటుంది so what they saying older women should not be little devils కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వృద్ధ స్త్రీలు చిన్న అపవాదులుగా ఉండకూడదు ఎవరైతే ఒక వ్యక్తి కొండెములు చెప్తూ కొండెములు చెప్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఒక చిన్న అపవాది జ్ఞాపకం ఉంచుకోండి మీరు వెళ్లి వేరే వారి గురించి ఏదైనా చెడుగా చెప్తూ ఉన్నట్లయితే మీరు ఒక చిన్న అపవాది ఒకవేళ నువ్వు అవిశ్వాసం అయితే అది సరే ఒకవేళ నువ్వు విశ్వాసం అయి ఉంటే ఆ విధంగా నువ్వు చేయకూడదు and old women can teach మరియు వృద్ధ స్త్రీలు బోధించవచ్చు హూమ్ షాల్ దే టీచ్ ఎవరికి వాళ్ళు బోధించాలి they have to teach the young women in verse 4 వారు యవ్వన స్త్రీలకు బోధించవచ్చు నాలుగో వచ్చినము what shall they teach the young women వారు యవన స్త్రీలకు ఏమని బోధించాలి not doctrine the elders will do that సిద్ధాంతం గురించి కాదు అది సంఘ పెద్దలు బోధిస్తారు teach the young women how to love their husband తమ భర్తలను ఏ విధంగా ప్రేమించాలో అని యవన స్త్రీలకు వారు బోధించాలి teach them how to love their children పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాలో యవన స్త్రీలకు బోధించాలి godly older sisters should take classes for the young sisters దైవికమైన వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు తరగతులు చెప్పాలి and teach them how to run their homes మరి వారి ఇంటిని ఏ విధంగా నిర్వహించుకోవాలో వారికి చెప్పాలి To be sensible and pure. వారు స్వస్థ బుద్ధి గలవారు మరియు పవిత్రులుగా ఉండనట్లు బోధించాలి How to be a worker at home. మరియు ఇంటిలో ఉండి ఏ విధంగా పని చేసుకోవాలో And so that the word of God is not dishonored. తద్వారా దేవుని యొక్క వాక్యము దూషించబడకున్నట్లు This is how young women should live. ఈ విధంగా యవన స్త్రీలు జీవించాలి What about young men? మరి యవన పురుషుల గురించి ఏమిటి They must be sensible and be an example and in pure in doctrine. వారు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి మాదిరిగా ఉండాలి నిరాక్షేపమైన హితవాక్యమును కలిగి ఉండాలి all of this so that our enemy will have nothing to bad to say about us verse 8 పరపక్షం ముందున్నవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు వీటన్నిటిని మనం చేయాలి ఎనిమిదవ వచనము so this is sound doctrine కాబట్టి ఇదే హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ ఓల్డర్ విమెన్ ఓల్డర్ వృద్ధ స్త్రీలు వృద్ధ పురుషులు younger men, younger women, యవనస్తులైన పురుషులు యవనస్తులైన స్త్రీలు even slaves in verse 9, దాసులు కూడా తొమ్మిదవ వచనము not to argue with their masters, తమ యజమానులతో వాదం పెట్టుకోకూడదు and not stealing small, small things, verse 10. చిన్న చిన్న వస్తువులను అపహరించకుండా వచనము but adorning the doctrine of God. మరియు దేవుని యొక్క సిద్ధాంతమును అలంకరించుకొని What a beautiful expression that is. ఎంత అద్భుతమైన మాట అది. Adorn the doctrine of God with a beautiful Christian life. సుందరమైన క్రైస్తవ జీవితంతో దేవుని యొక్క సిద్ధాంతమును అలంకరించుకొనుట. like a woman likes to adorn herself with jewels. ఏ విధంగా అయితే ఒక స్త్రీ నగలు వేసుకొని అలంకరించుకొనుటకు ఇష్టపడుతుందో. Try and enhance her beauty. తన అందమును ఇంకా మెరుగుపరచుకోవటానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో when you have a good life that adorns the doctrine you pre నీవు మంచి జీవితమును కలిగినట్లయితే నీవు బోధించే సిద్ధాంతమునకు అది అలంకరణగా ఉంటుంది true grace of God that is come ఆ తర్వాత పదకొండు నుండి పదిహేనో వచనాల్లో మనకు ప్రత్యక్షమవబోవు దేవుని నిజమైన కృప గురించి చెప్పబడింది that false grace that is being preached in places today ఈనాడు అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క తప్పుడు కృపను బోధిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ దేవుని యొక్క నిజమైన కృప ఉంది దేవుని యొక్క నిజమైన కృప ఏం చేస్తుంది first of all it brings to us మొట్టమొదట అది మనకు రక్షణను తెస్తుంది then it teaches us to deny ungodliness ఆ తర్వాత భక్తిహీనతను విసర్జించమని మనకు బోధిస్తుంది ఇక్కడ మరలా భక్తి అనే మాటను గురించి మనం చూస్తున్నాం భక్తిహీనతను విసర్జించు కృప ఏం చేస్తుంది భక్తిహీనతను విసర్జించినట్లుగా అది బోధిస్తుంది ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని కూడా అది బోధిస్తుంది లైఫ్ నీతితోను భక్తితోను బ్రతకమని మనకు బోధిస్తుంది waiting for the coming of Christ క్రీస్తు యొక్క రాకడ్ను గురించి నిరీక్షించమని బోధిస్తుంది జీసస్ డై ఫర్ ఎందుకు యేసు ప్రభు మన కోసం చనిపోయారు he died verse fourteen to redeem us from every single sin ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి పద్నాలుగో వచనము ఎవ్రీథింగ్ అగేన్స్ గాడ్స్ లా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా and purify a people for himself. మరియు ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు People who are full of zeal to do good works for others. మరియు వేరే వారి కొరకు సత్క్రియల యందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఆ ప్రజలను This is sound doctrine. అదే హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ And Paul says to Titus, you must speak these things with authority and rebuke people. మరియు తీతుతో పౌలు ఏ విధంగా చెప్తున్నాడు నీవు వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండాలి నిన్ను ఎవరు కూడా తృణీకరింపనీయకము గాడ్ నీవు ఒక దైవ సేవకుడవు prepare people for the coming of Christ క్రీస్తు యొక్క రాకడ గురించి ప్రజలను సిద్ధపరచు వారిని పాపములో జీవించినట్లుగా అనుమతించే తప్పుడు కృప నుంచి వారిని విడుదల చేయి We're living in days when the false grace is preached. తప్పుడు కృపను బోధిస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం Read verse 11 to 14 if you want to know what the true grace. నిజమైన కృప ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే పదకొండు నుండి పద్నాలుగు వచనాలు చదవండి And meditate on it and share it with others. వాటిని ధ్యానించండి మరియు ఇతరులతో పంచుకోండి. In our study through the Bible, we have now reached Titus chapter 3. మన బైబిల్ అధ్యయనంలో తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎద్దుకు మనం వచ్చాం We saw that Titus was a Greek person who was a co-worker of Paul. తీతు ఒక గ్రీసు దేశస్థుడని మరియు పౌలుకు సహపనివానిగా ఉన్నాడని మనం చూశాం He was a young man. అతడు ఒక యవనస్తుడై ఉన్నాడు Paul regarded him very highly. పౌలు తీతుకు ఎంతో విలువిచ్చాడు He had left him in Crete to appoint elders. సంఘ పెద్దలను నియమించుటకు తీతును క్రేతులో విడిచిపెట్టాడు So he was an apostle who grew up under the leadership of Paul. పౌలు యొక్క నాయకత్వం కింద ఎదిగిన ఒక అపోస్తలుడు అతడు and words that Paul uses here are words like godliness hygienic doctrine పౌలు ఇక్కడ ఉపయోగిస్తున్న పదాలు ఏమిటంటే దైవభక్తి మరియు హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ doctrine that leads to a clean life పరిశుద్ధమైన జీవితమునకు నడిపించు సిద్ధాంతము దాట్ ఇస్ పాల్స్ ఎంఫసిస్ అదే పౌలు నొక్కి చెప్తూ ఉన్నాడు number of things he speaks here about that మరియు దాని గురించి అనేకమైన విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు పౌలు about the true grace of God దేవుని సత్యమైన కృప గురించి and about how men and women of different ages should conduct themselves in the church మరియు వేర్వేరు వయసుల్లో ఉన్న స్త్రీ పురుషులు సంఘములో ఏ విధంగా ప్రవర్తించాలో దాని గురించి and he says here to Titus మరియు తీతుకు ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు please remind people in all the churches to be subject to the rulers అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవల్లని అన్ని సంఘములకు కూడా జ్ఞాపకము చేయి to be subject chapter three verse one to the authority అధికారమునకు లోబడి ఉండేటట్లు మూడో అధ్యాయం ఒకటో వచనం అధికారమునకు విధేయత చూపించుట and to be ready to do every good work in society మరియు సమాజమునకు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండుట not to speak evil of any authority ఏ అధికారమునకు కూడా చెడుగా మాట్లాడకుండుట not to get in arguments and contentions with the authorities అధికారులలో ఎవరిని దూషింపక జగడమాడని వారిగా ఉండుట always to be gentle and to show consideration for all men మనుషులందరి ఎళ్ళ సంపూర్ణ సాత్వికమును కనపరచుచు శాంతం కలిగి ఉండుట even in Romans when Paul wrote there about the gospel రోమిలకు సువార్తను గురించి పౌలు పత్రిక రాసినప్పుడు after explaining the gospel and chapter 12 about presenting our bodies as a living sacrifice to God, సువార్తను వారికి వివరించిన తర్వాత రోమా పన్నెండులో మనల్ని మనం సజీవ యాగముగా దేవునికి అర్పించుకున్నట్టు గురించి చెప్పిన తర్వాత he says about how we should submit to secular authorities. ఆ తరువాత ఆయన చెప్తున్నాడు ఈ లౌకిక పరమైన అధికారులకు మనం ఏ విధంగా లోబడి ఉండాలో That was a very big point for Paul. పౌలుకు అది ఎంతో గొప్ప విషయము Christian must not rebel against secular authority ఒక క్రైస్తవుడు ఈ లౌకికమైన అధికారమునకు తిరుగుబాటు చేయకూడదు there even secular authority is servant of God రోమా పదమూడులో లో చెప్తూ ఉన్నాడు ప్రతి విధమైన లౌకిక అధికారి కూడా దేవుని దాసుడు God is appointed them so you better submit to him దేవుడే వారిని నియమించాడు కాబట్టి వారికి లోబడి ఉండుట ఎంతో మంచిది no we generally think of servants of God as preachers or prophets or something like that సాధారణంగా దేవుని యొక్క దాసులు అంటే మనం ఏం ఆలోచిస్తామంటే గొప్ప బోధకులు లేక ప్రవక్తలు అయి ఉంటారనుకుంటాం there we read of secular authorities being referred to as servants of god కానీ ఒక లౌకికమైన అధికారిని దేవుని దాసునిగా పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు that's amazing that secular authorities are called servants of God ఒక లౌకిక అధికారి దేవుని దాసునిగా పిలువబడ్డ ఎంతో ఆశ్చర్యకరం ఒకవేళ వాళ్ళు దేవుని దాసులైతే మనం వారికి లోబడి ఉండాలి మరియు ఇక్కడ చెప్పబడింది ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు very common habit among even Christians to speak evil of secular authorities క్రైస్తవుల మధ్యలో కూడా సర్వసాధారణంగా ఉండే అలవాటు ఏమిటంటే లౌకిక పరమైన అధికారములకు విరోధంగా చెడుగా మాట్లాడట president is like this prime minister is like this మన రాష్ట్రపతి ఎలా ఉన్నాడు మన ప్రధానమంత్రి అలా ఉన్నాడు these are the speech of ungodly people భక్తిహీనులు మాట్లాడే మాటలివి sound doctrine always leads us to speak respectfully of authority హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ ఎప్పుడు కూడా మన అధికారులను గురించి గౌరవంగా మాట్లాడేటట్లు చేస్తుంది then further He says, remember in verse 3, we also once upon a time were foolish, disobedient, deceived, enslaved to various lusts and pleasures, spending our life in malice and envy and hateful and hating one another. తర్వాత ఇక్కడ చెప్పబడింది మూడో వచనంలో మనము కూడా ఇంతకు మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమునయుండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉన్నాము చూడండి ఇంతకు మునుపు మన పరిస్థితిని ఆయన ఏ విధంగా వివరిస్తూ ఉన్నాడు వేరే వారిలో ఎన్నో విషయాలు సరిగా ఉండకపోవచ్చు talking about showing consideration for all men in verse two మనుషులందరి ఎడల మనం సాత్వికంగా ఉండాలని రెండో వచనంలో చెప్తూ ఉన్నాడు కొంతమంది ఎంతో ప్రత్యేకంగా ఉంటారు వారిలో ఎన్నో విషయాలు సరిగా ఉండకపోవచ్చు వారి ఎడల మనం ఎందుకు సాత్వికమును కనపరచాలి because you also were like them once upon a time ఎందుకంటే ఒకనొకప్పుడు మనం కూడా ఆ విధంగానే ఉన్నాం and the kindness of God came and changed దేవుని యొక్క అనుగ్రహం వచ్చి నన్ను మార్చివేసింది and why did he save you ఎందుకు ఆయన నిన్ను రక్షించాడు not because of any good thing you did నువ్వు ఏదైనా మంచి పని చేసావని కాదు but according to his mercy ఆయన యొక్క కనికరాన్ని బట్టి he regenerated you which is the type of washing and renewed you by the holy ఆయన నిన్ను నూతనముగా జన్మింపజేశాడు అది స్నానం వంటిది మరియు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నూతన పరిచాడు and justified you so that you can become heir to the hope of eternal life. నీకు నిత్య జీవమైన నిరీక్షణ కలుగునట్లు నిన్ను నీతిమంతునిగా తీర్చాడు so a constant recognition of how much God he's forgiven me and been merciful to me is the thing that makes me merciful to other people దేవుడు మనల్ని ఎంతగా క్షమించాడో దేవుడు మన ఎడల ఎంతగా కనికరం చూపాడో అని నిరంతరం మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో దాని ద్వారా ఇతరుల ఏళ్ల కూడా మనం కనికరాన్ని కలిగి ఉంటాం so we must always remember how God has been good to us కాబట్టి దేవుడు మన ఏళ్ల ఎంత మంచిగా ఉన్నాడో ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి then in verse 8 he says ఆ తర్వాత 8వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు concerning these things I want you to speak confidently నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని నేను కోరుచున్నాను ఎనిమిదో వచనము that means don't speak about things which are not so sure about నీకు అంత ఖచ్చితంగా తెలియని విషయాల గురించి మాట్లాడవద్దు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి వాటి గురించి నీకు ఖచ్చితంగా తెలియదు ఈవెన్ థింగ్స్ ఇన్ ద బైబిల్లో చెప్పబడ్డవి కూడా వెరీ క్లియర్లీ రిటన్ డౌన్ అవి అంత స్పష్టంగా రాయబడలేదు I can speak confidently about certain things in scripture లేఖనాల్లో రాయబడిన కొన్ని విషయాల గురించి నేను ఖచ్చితంగా చెప్పలేను But everything relating to forgiveness of sins and a godly life, that I can speak confidently about. పాప క్షమాపణ గురించి దైవభక్తి గురించి రాసిన విషయాలన్నింటినీ కూడా నేను దృఢంగా ఖచ్చితంగా చెప్పగలను But so many details of what we are going to do in heaven and what heaven is like is not revealed in scripture. కానీ పరలోకం ఎలా ఉంటుందో పరలోకంలోకి వెళ్ళినాక మనం ఏం చేస్తామో వాటన్నింటి గురించి లేఖనాల్లో స్పష్టంగా రాయబడలేదు many details about what is gonna happen in the tribulation శ్రమల కాలంలో ఏం జరుగుతుందో అన్న సంగతులు వివరించబడలేదు even some details concerning God's dealings with nation of Israel మరియు ఇస్రాయేల్ దేశంతో ప్రభు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో వాటికి సంబంధించి కొన్ని వివరాలు some things are not very clear కొన్ని విషయాలు అంత స్పష్టంగా వ్రాయబడలేదు should not act very clear on అవన్నీ కూడా స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చెప్పకూడదు But Peter says in 2 Peter that everything relating to life and godliness God has already given us. పేతురు రాసిన రెండో పత్రికలో పేతురు చెప్తూ ఉన్నాడు భక్తికిని జీవమునకు కావలసిన అన్ని కూడా దేవుడు రాశాడు That we can speak about confidently. వాటి గురించి మనం దృఢంగా మాట్లాడవచ్చు We don't have to have any hesitation or uncertainty about those things. ఆ విషయముల గురించి మనకు ఎటువంటి సంకోచము సంశయము ఉండకూడదు So, uh, the truth that leads to godliness భక్తికి నడిపించే సత్యము and hygienic doctrine, మరియు హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ వి మస్ట్ స్పీక్ కాన్ఫిడెంట్లీ మనము ఎంతో ధైర్యంగా దృఢముగా బోధించాలి and urge people who are God's people to do good works మరియు దేవుని యొక్క ప్రజలు సత్క్రియలు చేయాలని మనం కోరాలి See, this is పౌలు నొక్కి చెప్పిన మరొక విషయం ఇది good works See, for example, chapter 2 verse 14, he spoke about being zealous for good work. సత్క్రియలు రెండో అధ్యాయం పద్నాలుగో వచనం మనం చూసినట్లయితే సత్క్రియల యందు ఆసక్తి గలవారు See, because a lot of believers, because they know salvation is not by works, don't do any good works. ఎందుకంటే రక్షణ అనేది మనం చేసిన మంచి పనుల వల్ల కాదు విశ్వాసం ద్వారానే కలుగుతుందని అనుకునే అనేక మంది విశ్వాసులు మంచి పనులను చేయరు They think works is not necessary at all. క్రియలు అసలు అవసరం లేదు అని వారు అనుకుంటారు Yeah, works is not necessary in the foundation. అవును పునాదికి క్రియలు అవసరం లేదు Not of works, the Bible says. క్రియల వలన కాదు అని బైబిల్ చెప్తుంది We're saved by grace through faith, not of works. క్రియల చేత కాదు గాని విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం After that, God has ordained that we should do good works which He has already planned for us. కానీ దాని తర్వాత దేవుడు ఏదైతే మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ మంచి పనులు మనం చేయాలి And He says those who believe in God must be very careful to do these good works. మరియు ఆయన చెప్తున్నాడు దేవుని అందు విశ్వాసం ఉంచేవారు ఈ సత్క్రియలను శ్రద్ధగా చేయాలి మనము మంచి పనులు చేస్తున్నామనే సాక్ష్యం మనం కలిగి ఉండాలి ఆ విధంగా మన వెలుగు ప్రకాశిస్తుంది మత్స్సు వార్త ఐదో అధ్యాయం లేసు క్రీస్తు ప్రభు చెప్పారు మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి హియర్ యువర్ ప్రీచింగ్ అండ్ వారు మీ బోధన విని దేవుణ్ణి మహింపరుస్తారని ఆయన ఎప్పుడు చెప్పలేదు మీ సిద్ధాంతం సరిగా ఉండుట చూచి వారు దేవుణ్ణి మహింపరుస్తారని కూడా చెప్పలేదు ఎందుకంటే లోకము సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేదు but they can understand when you do them some good. కానీ మనం వారికి ఏదైనా మంచి చేసినప్పుడు వారు అర్థం చేసుకుంటారు As Christians, we must have a testimony that we do good to our neighbors. మనము మన ఇరుగు పొరుగు వారికి మంచి చేస్తాము అనే సాక్ష్యాన్ని మనం క్రైస్తవులంగా కలిగి ఉండాలి That we don't cause any problem to our neighbors, but on the contrary, do good to them. మన ఇరుగు పొరుగు వారిని మనం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా దానికి ప్రతిగా మనం మంచి చేస్తూ ఉండాలి Every church must have that testimony. ప్రతి సంఘము కూడా ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మీరు కూటమి కలిగి ఉన్నప్పుడు మీరెంతో గొప్ప శబ్దాలను కలుగు చేస్తారనే సాక్ష్యాన్ని కలిగి ఉండకూడదు మీరు చేసే శబ్దాలను బట్టి మీ పెరుగు వారు కొంతమంది విసుకు చెంది ఉంటారు in which case you must be more considerate and not make so much noise and disturb your అలాంటి సమయాల్లో మన పొరుగు వారిని దృష్టిలో పెట్టుకుని అటువంటి శబ్దాలు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి it's foolish to say oh no we praising God ఆ లేదు మేము దేవుణ్ణి స్థుతిస్తున్నాం అని చెప్పడం ఎంత బుద్ధిహీనత ఆ విషయంలో దెన్ సరే అలా అయితే వెళ్లి అరణ్యంలో కూటమి కలిగి ఉండండి make much noise you like అప్పుడు అక్కడికి వెళ్లి మీరు ఎంత శబ్దాలు చేయాలంటే అంత శబ్దాలు చేయవచ్చు but what is it say show consideration for all men in verse two రెండో వచనంలో ఏం చెప్పబడింది అందరి ఎడ్లా కూడా సాత్వికం కలిగి ఉండండి మరియు అవివేక తర్కముల గురించి దూరంగా ఉండము తొమ్మిదో వచనము టు స్ట్రైఫ్ అండ్ ఆర్గ్యుమెంట్ కలహములను మరియు వివాదములను కలిగించే ప్రతి దాని నుంచి కూడా and if keeps on wants to keep on arguing with you verse ten మరియు ఎవరైనా కూడా ఎప్పుడు మీతో వాదములు పెట్టుకోదలిచినట్లయితే వచనము one warning two warning then don't talk to many more ఒకసారి రెండు సార్లు వారిని హెచ్చరించి ఇంకా వారితో మాట్లాడవద్దు some people like to keep on bringing up controversial doctor ఎందుకంటే కొంతమంది ఎప్పుడు కూడా వివాదాస్పదమైన సిద్ధాంతముల గురించి మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారిని నేను చూశాను ఇక్కడ పదే వచనంలో వారి గురించి ఏమి రాయబడిందో నేను కూడా అదే చేస్తాను again in verse 14 in conclusion మరలా పద్నాలుగు వచనంలో ముగింపుగా పౌలు మరొకసారి చెప్తూ ఉన్నాడు let our people learn to engage in good works మనవారు కూడా నిష్ఫలలు కాకుండా అవసరం బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు వాళ్ళను See, these are the closing words of the apostle. ఒక అపోస్తలుడు చెప్తున్న ముగింపు మాటలు ఇవి He's concerned that many Christians are not doing good work. అనేక మంది క్రైస్తవులు సత్క్రియలు చేయట్లేదని పౌలు కనుగొని ఉన్నాడు